శ్రీ గురుభ్యో నమ పరమపవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి కార్తీక పౌర్ణమి రోజున వచ్చేటటువంటి పౌర్ణమి చాలా గొప్ప శక్తివంతమైనటువంటి పౌర్ణమి ఆ రోజున చాలా దేవాలయాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో జ్వాలా తోరణం వెలిగిస్తారు ఆ రోజున మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడినటువంటి వత్తిని ఆవు నెయ్యిలో కానీ లేదంటే అసలు సిసలైనటువంటి నల్లనుగుణ నూనెతో కానీ దీపారాధన చేయండి ఆ రోజున సంకల్పం చేసుకోండి సంకల్పం ఎలా అంటే నా జీవితంలో ఉన్నటువంటి సకల అరిష్టాలు కష్టాలు బాధలు పోయి నాకు ఐశ్వర్యం సిద్ధించాలి అని తీక్షణంగా ఇరవై ఒక్క రోజుల పాటు ఈ మంత్రాన్ని జపం చేయండి కేవలం ఇరవై ఒక్క రోజుల పాటు జపం చేయండి ఈ మంత్రాన్ని పౌర్ణమి నుంచి మొదలుపెట్టి ఎవరైతే సాధన చేస్తారో వారు కొద్దిగా బ్రహ్మచర్యం పాటిస్తూ ఉండాలి మాంసాహారం తీసుకుంటుకుండా ఉండాలి నేలపైన పడుకోవాలి బ్రహ్మముహూర్తం నాలుగున్నరకి మంత్రాన్ని చదవడం వల్ల ఖచ్చితంగా మీ కోరిక నెరవేరడం కాకుండా మీరు అపర కుబేరులు అవుతారని మనకి శాస్త్రం తెలియచేస్తుంది ఈ మంత్రం కార్తీక పౌర్ణమి నాడు ఆ జ్వాలాత్వరణం వెలిగించిన తర్వాత లేకపోతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత సంకల్పం చేసుకుని ప్రారంభించండి ఈ మంత్రము స్వర్ణాకర్షణ కాల భైరవ స్వామికి సంబంధించిన మంత్రము కేవలం నేను చెప్తున్నాను కేవలం చదవండి చాలు ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీకు ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ ఇదే మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు జపం చేయండి మీ జీవితంలో మిరాకిల్స్ వస్తాయి రావలసిన డబ్బులు వస్తాయి మీ యొక్క ఉద్యోగము వృత్తి ఏదైతే ఉందో అద్భుతమైన లాభాలు మీరు సంపాదించుకోగలుగుతారు మీ ఇంట ధనవర్షం కురుస్తుంది ఇందులో అతిశయోక్తి లేదు అలాగే కాలభైరవ గురు గంటల పంచాంగం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదికి గాను మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో ఆవిష్కరణ కాబోతుంది ఈ గంటల పంచాంగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను కాలభైరవ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకున్నటువంటి అమూల్యమైన విషయాలన్నింటిలో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరికీ కాలభైరవ స్వామి ఆశస్సు లభించుకాక శుభం భవతు